APVVU is a federation of trade unions for rural informal workers. More than 50% of its members are female lower caste agricultural workers. In India, 56 forms of discrimination towards the Dalits, also known as untouchables, were found amongst communities in the Chittor district. This is the story of Yashodama, నా పేరు యశోదమ్మ చిత్తూరు దగ్గర మల్లకుంటలో పుట్టి పెరిగిన అన్నీ చేసి ఏదో బాధలు పడి పడి పడి ఇప్పటికీ ఈ స్థాయిలోకి వచ్చిన ఇప్పుడు సుఖంగా ఉండ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాను బాయిల పనులు చేసినాను మట్టి పని చేసినాను గనాలు వేసినాను కూలి పనులు చేసినాను రెడ్లెండ్ల కాడ చెప్పలు తోసినాను తెలియ చెప్పను పద్నాలుగు సంవత్సరాలు అయింది నాకు నాకు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆయనకు ముప్పై ఏళ్ళు అయింది ఆయనకు నాకు ఇద్దరికి చాలా తేడా ఉండేది నాకు తిరిగితే కదా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయినది తెలియదు కదా ఆడుకునే వయసులో పెళ్ళయింది ఎన్ని ఎంత ఆయనకు నాకు తేడా ఉండేది తెల్ల కానీ నాకు మాత్రము పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముప్పై సంవత్సరాలు బిడ్డ కోసం బాధపడినాను కానీ మా ఇంటి ఆయన చనిపోయినప్పుడే బిడ్డ కోసం బాధపడి బిడ్డను చదువుతామని బాధపడి మా ఇంటి ఆయన చనిపోయినప్పుడు మా పాప ఏడో క్లాస్ చదువుతూ ఉండేది ఆయన చనిపోయిన తర్వాత నాకు ఏదో నా బాధ మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నది ధైర్యం అప్పుడు చాలా ఇబ్బంది పడింది అమ్మ అయితే ఉన్న నగలు అన్నీ కొమ్మి ఎక్కువతో పెట్టి చదివించింది నన్ను రోజు ఒక్కరోజు కూడా నిలిచేది కాదు పనికి కూతురు ఎంఏ బీఏ చదివించినాను టీచర్గా ఉద్యోగం చేస్తుంది పెళ్లి చేసినాను నా బిడ్డకి ఇద్దరు బిడ్డలు కూడా పోరాడుతున్నాము చెట్లు కొడతాము రాయి రప్ప చెట్లు ఇవన్నీ కొట్టి సతనం చేస్తామంటే వాళ్ళు గొల్లోళ్ళు వస్తారు మా ఇంటికి అప్పుడు వాళ్ళతో మేము గలాట్లు కూడా పడినాయి రంపులు పడినాం రంపులు పడి మళ్ళా చదువుకు కోర్టు కట్టి పోయినాం కోర్టులో కూడా మీదేనని చెప్పి చెప్పినారు కానీ ఇంతవరకు దాన్ని ఏది చేయలేదు ఈసారి మేమే ప్రయత్నిస్తాం ఎట్లన్నా కానీ అని చెప్పేసి మేమే ప్రయత్నిస్తాం చేయాలని నేను అనుకున్నాం అంత అంటే ఇప్పుడు గొల్లలతోనే మాకు బాధ మేమందరం ఐకమత్యంగా ఉండి సాధించుకోవాలని అనుకుంటున్నాము మాకెనుకు కూలీలు వ్యవసాయం అనేసి ఒక సంఘం వాళ్ళు ఉండారు మాకు ధైర్యం వాళ్ళు మాతో వస్తారు అందువల్ల వాళ్ళు ఉండరు కదా నేను ధైర్యంతో భూమిలోకి మేము దిగుతాను అంత ఐకమత్యంగా వాళ్ళు మేము ఐకమత్యంగా ఆ భూమిలోకి తెగదాము సాధించుకున్నాము అన్నాను ఇలాంటి సమస్యలు మన కామన్గా అంటే మన రాష్ట్రంలో అంతా ఉంది ఒక్కచోట కాదు అంత అన్ని చోట్ల ఈ సమస్య ఉంది మనము ముఖ్యంగా దళితులు ఆదివాసీలు చూసినట్లయితే మన ఈ కుటుంబాలకు భూమి అనేది లేదు ఎవరైతే ఎనభై శాతం ఉన్నారో వాళ్ళ చేతిలో ఇరవై శాతం అనేది వనరులు ఉన్నాయి ఎవరైతే ఇరవై శాతం ఉన్నారో వాళ్ళ చేతిలో ఎనభై శాతం ఉంది గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి మాకు సంఘాల్లో ఎవరైతే భూమి లేని వాళ్ళని గుర్తిస్తామో ఎక్కడైతే భూమి ఉందో గుర్తిస్తాము అంటే భూమి ఎక్కడుంది అని గుర్తించేటప్పుడు మనకు ఆర్టీఐ అనేది ఒక ఆయుధంగా మేము ఉపయోగించుకొని ఈ ఆర్టీఐ ద్వారా ఒక సమాచారం అడిగినప్పుడు దానికి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దాని వివరాలు ఇమ్మని మనం అడుగుతాము దాని ద్వారా సమాచారాన్ని సేకరించుకొని ఎక్కడైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో అక్కడికి పోయి వాళ్ళకి ఫలాని చోట భూమి ఉంది మీరందరూ ఐకమత్యంగా ఉండాలా ఐకమత్యంగా ఉంటే మనకు భూమి వస్తుంది భూమి నా వస్తే బాగా పంటలు పెట్టి ఏదో తెచ్చుకొని ఇంటికి తిని నా బిడ్డలు సాక్కోవాలా అని నా పట్టు కోసం Through its land rights and agriculture intervention, The APVVU helps future generations secure their land so that they and their families can enjoy dignity and food security. Helping to develop and manage their resources, the APVVU envisions a society where rural informal workers are free from hunger, poverty and ill health.